Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends welcome to nine tech videos ఈరోజు వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్లో వచ్చినటువంటి జిఎస్ మరియు జీకే బిట్లని చెప్పుకుందాం ఇవి రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఫస్ట్ షిఫ్ట్లోని బిట్లని ఈరోజు చెప్పుకుందాం ఓకేనా క్లాసులోకి వెళ్ళబోయే ముందులా మన నాని టెక్కన్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అర్థమాటిక్ ఆల్రెడీ చేసి పెట్టాము రీజనింగ్ కూడా చేశాము నిన్న ఒక అలాగే జీకే బిట్ని కూడా చేయడం జరిగింది అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా మరి క్లాసు స్టార్ట్ చేసుకుందాం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి క్విజెస్ ఉన్నాయి okay first bit what is the name of social moment launched by the Union Minister of Environmental for Standard climate change మరి స్టాండర్డ్ క్లైమేట్ చేంజ్ గురించి ఈ యొక్క మినిస్ట్రీ వారు ఒక సోషల్ మూమెంట్ని అయితే స్టార్ట్ చేశారు దాని పేరు ఏంటని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి green good deeds okay next question which country leads in the human development index report twenty nineteen మనము నిన్న చెప్పుకున్నాము ఆర్ఆర్బి సిబిటి వన్ జనవరి ఏడవ తారీఖున జరిగినటువంటి బిట్లో కూడా ట్వంటీ ట్వంటీ ఓకేనా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి ఎవరు లీడ్లో ఉన్నారని కూడా అడిగాడు నార్వే ఓకే మరి ఆల్రెడీ ఇప్పుడు ఈ బిట్ అడిగాడు తర్వాత ఈ బిట్ అడిగాడు ఓకేనా ఎందుకంటే హెచ్డిఐ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ ప్రిపేర్ అవుతూ ఉండండి ఇండెక్స్ని కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం who is the emperor inspiration behind Sansad Adarsh Grameen Yojana ఇది స్కీమ్స్ నుంచి వచ్చింది ఓకేనా మహాత్మా గాంధీ గారి యొక్క ఇన్స్పిరేషన్ ప్రకారము ఈ సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన అనేటువంటి పథకాన్ని అయితే తీసుకురావటం జరిగింది okay next question the exile of the rural of which kingdom was termed as the life has gone out of the body మరి దేహము నుండి ప్రాణము పోయినటువంటి రాజ్యము అని దేన్ని పిలుస్తారంటే అవధ్ అవధ్ రాజ్యాన్ని ఈ విధంగా పిలవటం జరుగుతుంది ఈ బిట్ మనకి ఆర్ఆర్బీస్లో వచ్చింది చూడండి మనకి క్లాసెస్లో ఈ టైప్ ఆఫ్ మరి కొటేషన్స్ చెప్పరు ప్రీవియస్ ఇయర్స్ బిట్లోనే మనకి ఇటువంటి తెలుస్తాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ బిట్లు ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైద్ది ఇప్పుడు ఓకే నాలుగవది which of the following is an example of footloose industry మనము ఇండస్ట్రీస్ని చదువుకుంటాము రెవల్యూషన్స్ ఇలా చదువుకుంటూ వస్తాం కానీ మనకి బిట్టు అనేది మ్యాక్సిమం తెలియదు ఎవరికి కూడా ఫూట్ లూజ్ ఇండస్ట్రీ అంటే కంప్యూటర్ చిప్ అన్నమాట ఓకే కంప్యూటర్ చిప్ ఇండస్ట్రీని ఫూట్ లూజ్ ఇండస్ట్రీని పిలవటం జరుగుతుంది next question which is the India's first supercomputer Param eight eight thousand అనేది ఇండియా ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ బిట్ అలాగే ఎప్పుడు మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్ జరిగినా ఈ బిట్లు వస్తూనే ఉంటాయి okay next question what is the name of book written by Ernest Mackay about the archaeological archaeological excavation Ernest Mackay గారు రచించినటువంటి ఆర్కియాలజికల్ ఎక్స్క్లవేషన్ గురించి బుక్ పేరేమిటి అని అడుగుతున్నాడు ఈ యొక్క బుక్ పేరు వచ్చేసరికి ఫర్దర్ ఎక్స్కవేషన్స్ ఎట్ మొహంజదారో ఓకేనా ఈ పర్సన్ మొహంజదారో మరి తవ్వకాల గురించి ఒక బుక్ రాయటం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మీరు ప్యాటర్న్ గమనించండి ఇది హిస్టరీ మనకి హిస్టరీలో మొహంజదారో చెప్పుకుంటాం కానీ చూడండి ఒక శాస్త్రవేత్త గురించి ఒక ఆర్కియాలజిస్ట్ గురించి అడిగాడు అందులో కూడా ఆయన రాసినటువంటి మోహన్జదారో బుక్ గురించి అడిగాడు చూడండి ఎంత డెప్త్ అడుగుతున్నాడు హిస్టరీలో బేసిక్ మనకి సింధు ఆర్యుల నాగరికతలో ఎంత డెప్త్ బిట్టుందో చూడండి ఇక్కడ కూడా చూశారు కదా ఇండస్ట్రీ ఫుట్ లూజ్ ఇండస్ట్రీ ఇవన్నీ మనకి మ్యాక్సిమం ఎక్కడ కనపడవు ఇటువంటి బిట్లు చూశారు కదా డెప్త్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ ఏమైనా కొటేషన్ ఇచ్చాడు హిస్టరీలో ఇక్కడ ఏమైనా హిస్టరీలో బుక్ ఇచ్చాడు ఎంత డెప్త్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో చూడండి రైల్వే వాడు కూడా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రాబర్ట్ హుక్ డిస్కవర్డ్ ఇది బేసిక్ బిట్ అసలు okay basic bit Robert Hooke అనేటువంటి వ్యక్తి కణాన్ని కనుగొన్నాడు cell okay basic bit important bit బయాలజీలో next question people with which of the following blood groups are consider as universal recipient విశ్వగ్రహీత అని ఏ రక్తపు వర్గాలని చెప్తారంటే AB plus okay AB plus అనేటువంటి రక్త వర్గాన్ని యూనివర్సల్ రెసిప్టెంట్ మనకి యాడింగ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అతనికి రక్తాన్ని ఎక్కించాల ఇతని రక్తాన్ని అతనికి ఎక్కించటం అన్నప్పుడు ఈయనకి కలిపామనే కదా ఓకేనా ఈయన రక్తాన్ని ఈయనకి ఎక్కించామన్నప్పుడు ఇక్కడ యాడ్ అయిందనేగా ఒకవేళ మీరు ఎప్పుడైనా మర్చిపోతే అందుకు చెప్తున్నాను మీరు కనుక ఎప్పుడైనా మర్చిపోయారు అనుకోండి రక్తవర్గాల గ్రహీత అన్నాడు గ్రహించాడంటే వాడికి ప్లస్ ఉండిద్ది ప్లస్ ఉండాలా ప్లస్ ఉండిద్ది నెక్స్ట్ అతను ఏబి రెండు కలిగి ఉంటాడు అప్పుడే కదా ఎక్కువ మంది తీసుకోగలడు ప్లస్ ఉంటే యాడ్ అయిద్ది ఏబి రెండు ఉండాలి ఈ విధంగా గుర్తుంచుకోండి okay next question which of the following viceroy ఓకేనా ఇది viceroy viceroy of India did it take a initiative to create elected local government bodies మరి గ్రామ పంచాయతీల గురించి ఇక్కడ క్వశ్చన్ అన్నమాట ఎక్కువగా పంచాయతీరాజ్లో అడిగేటువంటి బిట్లు ఇది పాలిటీ నుంచి వచ్చింది అనుకోవచ్చు పాలిటీ బిట్ లార్డ్ రిప్ అనేటువంటి వ్యక్తి స్వయం పరిపాలనకు ఒక నాంది పలికాడు కాబట్టి Lord Ripon okay next question bile secreted by the యొక్క బైల్ అనేటువంటి రసము దేని నుంచి విడుదలవుతుంది అంటున్నాడు లివర్ కాలయము కాలయము okay next question the chemical formula of lime water okay చూడండి మనకి ఒకవేళ ఇదే ఇచ్చాడు అనుకోండి చూడండి ఒకసారి సిఏ ఓహెచ్ అనే ఆప్షన్ కూడా ఉందనుకోండి మీరు ఇదనుకుంటారా ఇదనుకుంటారా కన్ఫ్యూజన్ అయిపోతారు రెండిట్లో కాల్షియం ఉంది ఓహెచ్ ఉన్నాయి ఇక్కడ ట్వైజా లేకపోతే సింగిల్ అని అనేటువంటి కన్ఫ్యూజన్లో పడిపోతారు కాబట్టి గుర్తుంచుకోండి ట్వైజ్ అనమాట ఇక్కడ మనకి ఆ కన్ఫ్యూజన్ పోవడానికి క్వశ్చన్లో చూడండి చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ చదివితే ఓకే లైమ్ లైమ్ అంటే కాల్షియం సున్నం ఉండిద్ది కాబట్టి వాటర్ హెచ్ చూసారా దీని నుంచి calcium hydroxide okay lime water అన్నప్పుడు గుర్తుంచుకోండి calcium hydroxide next question on which date is the constitution of India okay constitution of India celebrated November twenty six ఈ నవంబర్ ట్వంటీ సిక్స్న అందరూ కలిసి మన యొక్క కాన్స్టిట్యూషన్ని సంతకాలు చేయడం జరిగింది ఓకే అందుకని ఆ రోజుని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాగా పిలవటం జరుగుతుంది next question the focus of world environment day గమనించండి మనకి రెండు బిట్లు వచ్చినాయి డేట్స్ నుంచి ఒకటి డైరెక్ట్ బిట్టు ఒకటి ఇండైరెక్ట్ బిట్ మీరు ఈ షిఫ్ట్ చూస్తే చాలా కన్ఫ్యూజన్గా ఉండిద్ది అనమాట అలాగే డిఫరెంట్గా కొంచెం డెప్త్గా ఉన్నట్టుగా అనిపించింది ఫోకస్ అసలు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని రెండు వేల పద్దెనిమిదిలో దేని గురించి జరుపుకున్నాడని అడుగుతున్నాడు plastic pollution okay next question which African country launches the first malaria vaccine to immunize children on the occasion of world malaria day third bit డేట్స్లో థర్డ్ బిట్టు ఓకే చూద్దాం ఒకసారి క్వశ్చన్ చెప్తాను చూడండి వరల్డ్ మలేరియా డే రోజున ఒక ఆఫ్రికన్ కంట్రీ అనేటువంటిది మలేరియా వ్యాక్సిన్ని మరి చిల్డ్రన్స్ కోసము ఏర్పాటు చేయటం జరిగింది దా యొక్క దేశం పేరేంటి అని అడిగాడు మలావి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం who founded the Indian National Congress basic bit important bit okay basic bit important bit హేవో హ్యూమ్ అనేటువంటి బ్రిటిష్ వ్యక్తి మన జాతీయ భారత జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేయటం జరిగింది next question what is the name of the skill development programme స్కీమ్స్లో నుంచి వచ్చింది ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజనలో మనకి స్కిల్ డెవలప్మెంట్ని పెంచుతారు ఓకేనా ఇది ప్రోగ్రామ్ అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ హూ పెయింటెడ్ ఇది కూడా చాలా డెప్త్ బిట్ అండి ఇది హిస్టరీ నుంచి రావడం జరిగింది డెప్త్ బిట్ అసలు మనకి హిస్టరీలో ఎంత డెప్త్ బిట్లు ఇస్తున్నాడో చూడండి దీని తర్వాత వచ్చినటువంటి షిఫ్ట్లో ఇంత డెప్త్ ఇవ్వలేదు కానీ ఈ ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆర్ఆర్బి సిబిటి వన్లో స్టార్టింగ్ ఎవరైతే రాశారో వాళ్ళకి చాలా చాలా డెప్త్ బిట్లు అయితే ఇవ్వటం జరిగింది ఓకే క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడండి who painted in memoriam a painting dedicated to the British ladies in India during the mutiny of eighteen fifty seven eighteen fifteen పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో ఒక అతను పెయింట్ పెయింట్ వేసాడంటే ఇన్ మెమోరియం అని అది బ్రిటిష్ లేడీస్కి ఇవ్వటం జరిగింది ఆ యొక్క పెయింట్ని ఎవరు వేసాడని అడుగుతున్నాడు అసలు యూపీఎస్సీ బిట్లు అండి ఇవన్నీ ఓకేనా Joseph Noel Paton okay next question which of the following is a tiger reserve basic bit Jim Corbett national park ఇక్కడ మీరు ఒక పదాన్ని గమనించండి జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ అనలేదు మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వరాంగ్ నేషనల్ పార్క్ ఓకేనా ఈ విధంగా నేషనల్ పార్క్స్ అని ఇచ్చాడు వీటిల్లో మనం టైగర్ రిజర్వ్స్ కూడా నేషనల్ పార్క్ నేషనల్ పార్క్ అయిన తర్వాత వాటిని కొన్నిటిని టైగర్ రిజర్వ్స్గా గుర్తిస్తారు ఓకేనా మన ఏపీలో అయితే Amrabad tiger reserve okay Amrabad tiger reserve next question which is a which is not the browser from the following ఈ క్రింది వాటిలో బ్రౌజర్ కానిది ఏది అంటున్నాడు ఫైర్ ఫాక్స్ ఒపేరా ఇవి మనకి ఫస్ట్ కానించి ఉన్నవి Firefox Opera Mozilla Firefox Safari వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి గూగుల్ ఓకే ఇవి నాలుగు కూడా ఆప్షన్ ఇచ్చాడు వీటిలో గూగుల్ అనేది రైట్ ఆన్సర్ ఇరవై question excessive excessive curvature of eye lenses leads to ఇది తెలుగులో చెప్తానేనండి మన కన్నుంది కదా ఈ కనుగుడ్డు అనేది సైజు పెరిగినప్పుడు సైజు కనుక పెరిగిందనుకోండి ఈ కార్నియాపై పడేటువంటి బొమ్మ సైజు పెరిగిద్ది ఇది మజిల్ అనుకోండి ఇది కనుగుడ్డు అనుకోండి యాక్చువల్గా రియాలిటీలో కనుగుడ్డు ఎంత ఉండేది ఈ సైజు కనుక పెరిగినప్పుడు ఈ కర్వేచర్ కూడా పెరుగుతుంది కదా కార్నియా కర్వేచరు దానివల్ల వచ్చేటువంటి వ్యాధి మయోపియా ఓకేనా మయోపియా ఎందుకు వచ్చిందంటే ఈ మజిల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వటం వల్ల అదే డిక్రీజ్ అయితే హైపర్ మయోపియా ఈ లెన్సెస్ అనేవి పెరిగినాయి అనుకోండి మయోపియా డిక్రీజ్ అయినాయి అనుకోండి హైపర్ మయోపియా అదే నార్మల్గా ఉంటే నార్మల్ బాగుండుద్ది sight next question which of the following is the highest peak in India ఇచ్చినటువంటి ఆప్షన్లు కూడా ఒకసారి చూద్దాము Kamet Anamudi Mount Everest Kanchenjunga okay ఇప్పుడు చూద్దాం హయ్యెస్ట్ పీక్ ఎత్తైన పర్వతము ఇండియాలో ఏది అని అడుగుతున్నాడు గమనించండి హిమాలయాల్లో ఎత్తైన పర్వతము మౌంట్ ఎవరెస్ట్ ఓకేనా మరి దక్షిణలో అనేముడి పెద్దది కాంచనజుంగ అనేది మన ఇండియాలోనే పెద్దది హయ్యెస్ట్ పీక్ ఇది సిక్కింలో ఉండటం జరిగిద్ది ఓకేనా కాంచనజుంగ ఎక్కడుందంటాడు సిక్కిం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం what what section of the Congress gave to call swaraj స్వరాజ్కి పిలిచినటువంటి స్వరాజ్ అనేటువంటి పదాన్ని పిలిచినటువంటి కాంగ్రెస్ సెక్షన్ ఏదంటున్నాడు పంతొమ్మిది వందల ఆరవ INC section next question depth బిట్లండి చూడండి Ruhr region Ruhr region is the most important industrial region of France ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రీజియన్ ఏదంటే Ruhr region next question who has been appointed as governor of the state of September two thousand nineteen రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్న తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్మెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరని అడుగుతున్నాడు ఇప్పుడు అసలు ఈ బిట్ కరెంట్ అఫైర్సా లేకపోతే గవర్నర్సా అనేది చూద్దాం చూడండి గవర్ గవర్నర్స్ అనేటువంటి టాపిక్ కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ నుంచి కూడా వచ్చిద్ది కొన్నిసార్లు జీకే నుండి వచ్చిద్ది ఇప్పుడు ఇది కరెంట్ అఫైర్స్ అని ఎలా చెప్పొచ్చు అంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అన్నాడు దీనిని బట్టి ఇది కరెంట్ అఫైర్స్ బిట్ అని మనం తెలుసుకోవచ్చు Soundararajan Telangana governor okay next question which of the following author use the pen name Madhavi Kutty Madhavi Kutty అనేటువంటి కలం పేరు కలిగినటువంటి మరి రచయిత ఎవరు అంటున్నారు Kamala Das okay next question as of November twenty twenty చూసారా కరెంట్ అఫైర్స్ ఇలా ఇయర్ వచ్చి మంత్ కనుక రీసెంట్గా ఉన్నట్టయితే current affairs who is the secretary general of United Nations Antonio Guterres next question ఇది ఇంపార్టెంట్ బిట్ అండి ఇప్పుడు చాలాసార్లు అడిగిన బిట్ ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు next question in India Indian constitution from which country were concept liberty liberty equality fraternity సోదరాభావము సమానత్వము ఇవన్నీ కూడా దేని నుంచి తెచ్చుకున్నామంటే ఫ్రాన్స్ నుండి మనము గ్రహించటం జరిగింది ఇది ఇండియన్ పాలిటీలోని మరి ఇంట్రడక్షన్ కాన్స్టిట్యూషన్ ఇంట్రడక్షన్లో ఇవి చెప్పుకుంటూ ఉంటాం next question name the India's first super train ఓకేనా సూపర్ ఫాస్ట్ ట్రైన్ పేరు ఏమిటి అని అడుగుతున్నాడు నేను ఇక్కడ ఆప్షన్ ఇచ్చాను ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎలా చేస్తాడో చూడండి Rajdhani Express Shatabdi Express Deccan Queen మరి వీటిలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏది రైట్ ఆన్సర్ వచ్చేసరికి డెక్కన్ క్వీన్ చాలామంది ఈ రెండింటిని కూడా ఆన్సర్ చేస్తూ ఉంటారు అందుకు నేను ఆప్షన్లు కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ next question with the abdication of the throne by the Japanese emperor Akihito the new imperial era in Japan is known as Reiwa మరి జపాన్ హిస్టరీ నుంచి అడిగాడు ఇది వరల్డ్ వరల్డ్ హిస్టరీ నుంచి వచ్చింది అనుకోవచ్చు ఓకేనా టాపిక్ అయితే లేదు మరి ఇది క్వశ్చన్ ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు జపాన్ నుంచి వచ్చింది Reiwa okay next question when was the Sanchi stupa stupid కాదు stupa declared declared declared world heritage site by UNESCO గుర్తుంచుకోండి మనకి జీకేలో యునెస్కో అని టాపిక్ ఉండిద్ది ఒక యునెస్కో హెరిటేజ్ సైట్లు ఉంటాయి ఈ హెరిటేజ్ సైట్లు గట్టిగా అసలు మీరు బట్టి పట్టండి లేదా గుర్తుంచుకోండి ఏదైనా చేయండి ఖచ్చితంగా వన్ మార్క్ మనకి ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ మీరు చూసుకుంటే ఖచ్చితంగా అడిగేటువంటి బిట్టు యునెస్కో హెరిటేజ్ సైట్లు ఓకేనా వాటి యొక్క ఇయర్స్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో సాంచి స్తూప సాంచి స్తూపాని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వాళ్ళు డిక్లేర్ చేయటం జరిగింది next question in August twenty twenty two twenty twenty current affairs who has selected as the next chairman of Steel Authority of India Limited సిఈఓలో కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి వ్యక్తిని అడగటం జరిగింది సోమా మండల్ అనేటువంటి వ్యక్తి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సిఈఓగా e అపార్ట్మెంట్ అవ్వటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇస్రో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇవ్వటం జరిగింది Thumba's was the chosen ideal site for the rocket launching due to the presence of Thumba equatorial launching స్టేషన్ని వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారని ఎంచుకోవడానికి మంచి కారణం చెప్పండి అని అడుగుతున్నారు ఎందుకంటే మన భూమి ఉంది కదా ఈ ఒక్క భూమికి ఈక్వటేరియల్ ఉంది కదా ఈ మధ్యలో కనుక దీనికి దగ్గరలో కనుక మరి రాకెట్ లాంచ్ కనుక ఉన్నట్లయితే అక్కడ రాకెట్ లాంచింగ్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతాయి అన్నమాట అందుకని ఈక్వటోరియల్ ఎలక్ట్రోజెట్స్ అనమాట దీనికి కారణం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది కంప్యూటర్ బిట్ కంప్యూటర్ నుండి మనకి ఫుల్ ఫామ్స్ అబ్రివేషన్స్ ఉంటాయి ఓకేనా అబ్రివేషన్స్ అంటాం వాటిలోంచి ఇచ్చినటువంటి క్వశ్చన్ హెచ్టిటిపి ఓకేనా HTTP hypertext transfer protocol important bit అసలు ఆర్ఆర్బి సిబిటి వన్లో ఈ క్వశ్చన్ కనీసం పది షిఫ్ట్ల దాకా పైన వచ్చి ఉండేది పది షిఫ్ట్లు పైనే ఈ క్వశ్చన్ రిపీట్ అవటం జరిగింది ఓకేనా next question to create the scientific temperament innovation among the Indian students central government started and ATL labs what is the full form of ATL ఇక్కడ ఏమంటున్నాడంటే మనందరికీ తెలుసు కదా పిల్లల్లో మరి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏటీఎల్ అని పిలుస్తాము దాని యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు ఇది స్కీమ్స్ లేదా ప్రోగ్రామ్స్లో నుంచి వచ్చినటువంటి బిట్ ఇది రెండవదో మరి మూడో బిట్ స్కీమ్స్ నుంచి రావడం జరిగింది Atal tinkering lab ATL next question which country as the most successful cooperative farming ఓకేనా కోఆపరేటివ్ ఫార్మింగ్లో ఏ కంట్రీ బాగా సక్సెస్ అయిందని అడుగుతున్నాడు Denmark next question which launch vehicle was use to launch Chandrayaan two Chandrayaan టూని లాంచ్ చే లాంచ్ చేయడానికి ఉపయోగించినటువంటి వెహికల్ ఏదంటున్నాడు GSLV geo synchronise launch vehicle MK three M one ఓకేనా next question what kind of tax is GST direct tax economy నుంచి ఫస్ట్ బిట్ చూస్తున్నాం ఓకే ఫిజిక్స్ నుంచి మనము ప్రాబ్లమ్స్ అయితే చూడలేదు బిట్లు కూడా తక్కువ చూసాం ఈ జిఎస్టీ అనేది ఇండైరెక్ట్స్ ఓకేనా పరోక్ష పన్ను అంటాము జిఎస్టీ అనేది next question name the female wrestler recommended by wrestling federation of India prestigious twenty twenty current affairs twenty twenty అని ఇచ్చాడు current affairs Rajiv Gandhi Khel Ratna award current అఫైర్స్లో స్పోర్ట్స్ పర్సన్ని చూసాము గవర్నర్ని చూసాము సిఈఓని చూసాము మూడు బిట్లు కరెంట్ అఫైర్స్ అపాయింట్మెంట్స్ నుంచి వచ్చింది స్పోర్ట్స్ సిఈఓ గవర్నర్ గవర్నర్ ఓకేనా కరెంట్ అఫైర్స్ బిట్లు ఎలా ఉంటున్నాయో మీకు చెప్తున్నాను వినేష్ పోగట్ ఉమెన్ ఈమె ఓకేనా ఈమె రెస్ట్లర్ గుర్తుంచుకోండి వి వినేష్ పోగట్ ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి అని అడుగుతారు రెస్ట్లర్ అంటే wrestling wrestling one of the most important teachers of Chishti Silsila ఓకేనా చిష్టి చిలీసా యొక్క teacher Sheikh Mohiuddin Chishti dargah is located at Ajmer చెప్తానేనండి ఏమడిగాడంటే షేక్ మొహి మొహినుద్దీన్ చిష్టి సమాధి లేదా దర్గా అంటాము ఇది ఎక్కడ ఉంది అని అడిగాడు అజ్మీర్లో ఉంది ఇది మనకి హిస్టరీ బిట్ అండి ప్లేసెస్ కాదు హిస్టరీలో ప్లేసెస్ అనేటువంటి బిట్ నుంచి వచ్చింది ఏ హిస్టరీ అంటే మొఘలులు మొఘల్స్ గురించి చదువుకుంటాం కదా అక్కడ అక్బర్ అక్బర్ దగ్గర ఈ యొక్క చిష్టి సమాధి వచ్చింది అజ్మీర్లో ఉండిద్దని అక్కడ అక్బర్ వెళ్ళి సందర్శించటం ఓకేనా ఈ టాపిక్ మనకు అక్కడ వచ్చింది చూద్దాం ఓకే ఇవ్వండి మరి మరి నాని టెక్కిన వీడియోస్లో మనము ఆర్ఆర్బి సిబిటి వన్లో వచ్చినటువంటి ఎన్టీపీసీ సిబిటి వన్లో వచ్చినటువంటి జీకే బిట్స్ని మనం చూస్తున్నాం మరి మీరు చూశారు కదా కరెంట్ అఫైర్స్ నుంచి ఒక ఫైవ్ బిట్స్ వచ్చినాయి ఫిజిక్స్ నుంచి తక్కువ కెమిస్ట్రీ నుంచి అది కూడా సెల్ రాబర్ట్ హుక్ ఓకేనా ఒకటి ఈ విధంగా ఎకానమీ నుంచి ఒకటి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఓకే ఇది ఒకటి వచ్చింది స్కీమ్స్ మూడు వచ్చినాయి మూడో నాలుగో వచ్చినాయి ఈ విధంగా ఉంటుంది చూడండి ఎలా ఉంటుందో మనం కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ పాలిటీ ఎకనామిక్స్కో చదువు చదువు చదువు చదువు చదువుతాం కానీ ఎన్ని బిట్లు వస్తున్నాయి మనకి ఆర్ఆర్బిలో చూడండి మహా అయితే ఇప్పుడు ముప్పై తొమ్మిది బిట్లు చెప్పినట్టున్నాను ముప్పై తొమ్మిది బిట్లలో తొమ్మిది బిట్లు వేసుకుంటే హిస్టరీ నుంచి ఒక మూడో నాలుగో వచ్చినాయి ఓకేనా మరి మిగిలినటువంటి ఒక ట్వంటీ ఫైవ్ బిట్స్ చూడండి కరెంట్ అఫైర్స్ నుంచి మనకు తెలియనటువంటి బిట్ల గురించే రావటం జరిగింది ఓకేనా ఈ విధంగా ఉంటుంది మరి ప్యాటర్న్ అనేది జాగ్రత్తగా గమనించి సిబిటీ టూకి బాగా ప్రిపేర్ అవ్వండి ఉంటాను నేను మీ నాని టెక్ వీడియోస్ బాయ్